నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఇవాళ మనతో పాటు ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా ఆయన చాలా ప్రత్యేకం అండ్ మనందరికీ చాలా చాలా ఇన్స్పిరేషన్ తను ఇంటర్ ఫెయిల్ అయ్యారు కానీ అక్కడతో ఆగకుండా ఆ ప్రయాణాన్ని ఇంకా ముందుకు కొనసాగించి కృషి పట్టుదలతో చదివి ఒక టీచర్గా ఆ తర్వాత జూనియర్ లెక్చరర్గా పనిచేశారు ఇక అక్కడితో ఇది కాదు నేను చేయవలసిన పని ఇంకా ఏదో సాధించాలనే తపనతో గ్రూప్స్కి చాలా సీరియస్గా ప్రిపేర్ అయ్యి ప్రస్తుతం చంచల్గూడ జైల్ సూపరింటెండెంట్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న శివకుమార్ గౌడ్ గారే ఇవాళ మన గెస్ట్ మొత్తంగా ఆయన సర్వీస్లో ఆయనకు ఎదురైన అనుభవాలు ఏంటి అలాగే ఒక ప్రిజన్ ఆఫీసర్గా ఆయన ఎక్స్పీరియన్సెస్ దాంతోపాటుగా ప్రస్తుతం సొసైటీ ఎలా ఉంది ఆయన ఉద్దేశం ఏంటి మొత్తంగా ఆయన జర్నీలో ఆయన తీసుకున్నటువంటి స్టెప్స్ కావచ్చు ఆయన ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అలాగే హ్యాపీ మూమెంట్స్ ఇవన్నీ కూడా వారి మాటల్లో విని తెలుసుకుందాం శివకుమార్ గౌడ్ గారు నమస్తే సార్ నమస్కారం ఎలా ఉన్నారు ఫైన్ అండి బాగున్నాం నెక్స్ట్ అంటే చెంచల్గూడ ఎప్పుడు వచ్చారు సార్ చెంచల్గూడ కరీంనగర్ తర్వాత కొంతకాలం మహబూబ్నగర్లో పనిచేసినండి మహబూబ్నగర్లో ఇటువంటి కేసులు బాగున్నాయి ఈ ఉమెన్ బ్యారక్స్ అటాచ్మెంట్స్ ఆ తర్వాత అక్కడ ఎనిమిది నెలలు తక్కువ కాలం పనిచేసిన కరీంనగర్లో మూడు సంవత్సరాలు మహబూబ్నగర్లో ఎనిమిది నెలల తర్వాత సంగారెడ్డికి వచ్చానండి almost three years one month వరకు సంగారెడ్డిలో పనిచేసినండి సంగారెడ్డిలో పనిచేసిన క్రమంలో మళ్ళీ ఒక చిన్న అనుభవం మీకు చెప్పాలండి hmm. సిద్దిపేటకు సంబంధించిన ఒక వ్యక్తి ఒక గంజాయి కేసులో సంగారెడ్డి జైలుకి వచ్చిండు ఓకే ఒక త్రీ మంత్స్ తర్వాత బెయిల్ వచ్చింది భార్యకు బాగా జ్వరం ఉంది సో ఆమె సిద్దిపేటకి నుంచి ఇక్కడ రాలేని పరిస్థితి అంటే ఆ బెయిల్ కవరు సిద్దిపేట కోర్టులో తీసుకున్నారు సంగారెడ్డి జైలు దాకా కవర్ తీసుకొచ్చి మాకు ఇస్తే రిలీజ్ చేస్తాం సో ముందు రోజు బెయిల్ వచ్చింది తల్లి బెయిల్ కవర్ ఇంట్లో పెట్టుకుంది బట్ జ్వరం బాగుంది తెల్లారి పోదాం అనుకుంది నైట్ జ్వరం ఎక్కువైంది తెల్లారి పోలేని పరిస్థితి సర్ప్రైజ్ ఇద్దరు పిల్లలు బెయిల్ కవర్ తీసుకొని సంగారెడ్డి వచ్చిందండి ఎంత జస్ట్ అమ్మాయి ఎయిట్ ఇయర్స్ అబ్బాయి five years four o'clock bus ఎక్కిర్రు మెదక్లో దిగిర్రు మెదక్లో బస్ ఎక్కిర్రు సంగారెడ్డి పాత బస్ స్టాండ్లో దిగిర్రు అక్కడ నుంచి ఒక ఆటో తీసుకొని కంది చౌరస్తాలో దిగారు అక్కడ నుంచి రెండు కిలోమీటర్ నడుచుకుంటూ జైలు దాకా వచ్చారు సో వాళ్ళు వచ్చే టైంకు ఆల్మోస్ట్ టెన్ థర్టీ అయింది మార్నింగ్ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ బయలుదేరారు టెన్ థర్టీ అయింది మామూలుగా మేము బెయిల్ కవర్లు మార్నింగ్ సిక్స్ ఒక్కొక్కసారి సిక్స్ సిక్స్ థర్టీకి తీసేసి పంపించేస్తాము నెక్స్ట్ మధ్యాహ్నం ఎవరు రారు మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీకి బెయిల్ కవర్ తీస్తాం సో పిల్లలు టెన్ థర్టీకి వచ్చి బెయిల్ కవర్ పట్టుకొని బయట కూర్చున్నారు నేను లోపల రౌండ్ చేసుకుంటే బిజీలు ఉన్నా నాకు ఇది విషయం తెలియదు సో బయట పనిచేసే ఓపెన్ జైల్ ఖైదీలు పిల్లలు ఎఫెక్షన్ ఎక్కడైనా సరే మళ్ళీ పిల్లలు అంటే ఆ ఖైదీకి బయట వ్యవసాయ క్షేత్రంలో పనిచేసే ఖైదీకి ఏంటంటే మా నాన్న బెయిల్ కవర్ తీసుకొచ్చినాం చిన్న పిల్లలు ఇద్దరు ఎవరు వచ్చారు మీరే వచ్చారంటే మేమే వచ్చినాం సో అతను కనెక్ట్ అయ్యింది ఖైదీ కనెక్ట్ అయ్యి నాకు లోపలికి సార్ చిన్న పిల్లలు ఇద్దరు వచ్చారు సార్ మన రోజు రోజు ఐదున్నరకే బెయిల్ కవర్ తీస్తారు పిల్లలు అప్పటిదాకా కూర్చోవాలన్నా అని అడుగుతున్నారు సార్ అని అంతే అంటే పిల్లలు ఫిక్స్ అయ్యారు వాళ్ళు చెప్పారు ఈ జైలు సూపరింట్ స్ట్రిక్ట్ ఉంటాడు సాయంత్రం ఐదున్నరకే బెయిల్ కవర్ తీస్తాడు మీరు ఐదున్నర దాకా ఆగి మీ నాన్నను తీసుకొని పోవాలా ఆ పిల్లలు ఆయన ఖైదీదని చెప్పి పంపారు సార్ పిల్లలు ఇట్లా అడుగుతున్నారు నేను పెద్ద సీరియస్ తీసుకోలేదు ఎవరో వచ్చిరు కావచ్చు అన్నాక పిల్లలు ఉంటారు కదా ఉండండి అన్న లేస్తారు వాళ్ళ అమ్మకు జ్వరం ఉందట తొందర వదిలేస్తే తొందర పోతామంటారు అఫెక్షన్ ఆ పాయింట్ కనెక్ట్ అయింది వెంటనే పిల్లలు పిలిపించేసిన ఛాంబర్కి నా ముందర కుర్చీలో కూర్చోబెట్టేసిన బిస్కెట్ ప్యాకెట్లు పాలు తాగిపించేసినాక అమ్మ రూల్స్ ప్రకారం అయితే సాయంత్రం అవుతుంది మీరు వెళ్ళిపోండి మీ నాన్నని పంపించేస్తా సరదాగా మాట్లాడిన మగపిల్లగాడు ఓకే అంటున్నాడు సరే సార్ ఆడపిల్ల మాత్రం ప్లీజ్ సార్ వద్దు సార్ పంపండి సార్ వెళ్ళిపోతాం తీసుకొని వెళ్ళిపోతాం సార్ సాయంత్రం దాకా కూర్చోండి ఆ పిల్లగాడు సరే అంటాడు అమ్మాయి అంతా ఊకోవట్లేదు లేదు సార్ మా అమ్మకు జనం వచ్చింది ప్లీజ్ సార్ పంపండి సార్ ఏడుస్తుంది పాప ఏడుస్తుంది అంటే అప్పటికి ఫార్మాలిటీస్ అయిపోతున్నాయి పిల్లల్ని కూర్చోబెట్టినా అతని దాన్ని పిలిపించేసి ఫార్మాలిటీస్ అయిపోతున్నాయి వీళ్ళకి చెప్పట్లేదు కాసేపు వాళ్ళను చూస్తున్నా మాట్లాడిస్తున్నా అమ్మాయికి వదలట్లేదు ఫాదర్ అంటే అఫెక్షన్ అక్కడ మదర్ జ్వరంతో ఉంది ఆ పిల్లల్లో కనిపిస్తుంది సో ఆ మొత్తం ఫార్మాలిటీస్ ఇరవై నిమిషాలు రెడీ అయిన తర్వాత వాళ్ళ ఫాదర్ని పిలిపించిన అఫెక్షన్ ఇక ఏడుస్తూ ఉన్నారు పోదాం డాడీ తొందరగా మమ్మీకి జ్వరం వచ్చింది పోదాం పోదాం అని చెప్పాను పోయే క్రమంలో మళ్ళీ అడిగినప్పుడు సో ఇప్పుడు వెళ్ళిపోతారు కదా ఏం చదువుకుంటావు పాప గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటా పుస్తకాలు నోట్బుక్స్ ఉన్నాయా కొంచెం స్లోగా అబ్బాయి లేదు అమ్మాయి ఉంటాయి సార్ మమ్మీ కొనిస్తుంది ఎన్ని కొనిస్తుంది ఒక బుక్ వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ వెళ్తారు ఒక బుక్ సంవత్సరం సరిపోదు కదమ్మా ఏదో అడ్జస్ట్ చేసుకుంటాం సార్ అది మా దగ్గర అంటే జైల్లో ప్రింటింగ్ ప్రెస్ ఉంటుంది సెంచరీ వరల్డ్ ఉంది నోట్బుక్ ప్రింటింగ్ ప్రెస్ అక్కడ అమ్ముతాం పుస్తకాలు సో వాళ్ళకు ఒక ఇరవై నోట్బుక్స్ కొన్ని పెన్నులు బిస్కెట్ ప్యాకెట్స్ ఇవన్నీ ఇచ్చి వాళ్ళని పంపించేసిన అనుకోకుండా బయటకు పోయిన తర్వాత మా జవాన్ ఎవరో వాళ్ళని నిలబెట్టి ఫోటో తీసిండు జైలు బయట తీసి నాకు పంపించిండు వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక నా ఫోన్ నెంబర్ ఇచ్చిన నా ఈవినింగ్ చేరుకున్నాక ఫోన్ చేశారు ఈవినింగ్ నాకు ఎందుకో ఆలోచన వచ్చింది ఇది ఒక నాకు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆ పిల్లలు అదని చెప్పని నేను ఫేస్బుక్లో పోస్ట్ చేసిన నేను జనరల్గా నా ఫేస్బుక్లో ఇవన్నీ షేర్ చేస్తూ ఉంటాను ఆయన తండ్రి కోసం అని చెప్పని సో వి సిక్స్లో మిగతా ముందు నాలుగు పేపర్లు వచ్చింది నేను కూడా ప్రతిలిపి నా ఒక స్టోరీ అప్పుడు దాంట్లో రాసిన అంటే పాప దేరు అంటే తండ్రి కోసము తల్లి జ్వరం ఉన్నప్పుడు వాళ్ళు సిద్దిపేట మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఎక్కి టెన్ థర్టీ రీచ్ అయిన తర్వాత ఇక్కడ వాళ్ళు ఆ డేర్ ఆ ఏజ్లో ఆ ఖైదీని కన్విన్స్ చేయడం ఒకసారి మీ సారు చెప్పండి వదిలేస్తే మా అమ్మకు జ్వరం వచ్చింది సాయంత్రం దాకా కూర్చోలేము మేము ఆ పిల్లల జర్నీ బాగా నచ్చింది నాకు తండ్రి తప్పు చేసిండు కావచ్చు తండ్రి తప్పు చేసిండు కావచ్చు తల్లి పరిస్థితి అట్లుంది వీళ్ళ పిల్లల రిస్క్ అది జర్నీ బాగా కనెక్ట్ అయిన జర్నీ సో ఎన్నో ఎక్స్పీరియన్స్ కానీ సార్ ఇలా ఎవరైనా ఎక్స్పైర్ అయ్యారనుకోండి సడన్గా వాళ్ళ సంబంధికులు ఎవరైనా అప్పుడు సార్ మరి తప్పనిసరిగా వెళ్లాల్సిన పరిస్థితి ఉంటే వాళ్ళని పంపిస్తారా మామూలుగా రిమాండ్ ఖైదీలు అయితే కోర్టు పర్మిషన్ తీసుకోవాలి కంపల్సరీ ఓకే రిమాండ్ ఖైదీలు hmm. శిక్ష ఖైదీలు అయితే మేమే కన్ఫామ్ చేసుకుంటాం లోకల్ పోలీసు లోకల్ సర్పంచ్ వంటి రక్త సంబంధికులు సంతానం కానీ తల్లిదండ్రులు అయితే మేము స్పెషల్ ఎస్కాట్ ఇచ్చి ఫార్టీ ఎయిట్ అవర్స్ పంపించేస్తాం ఫ్యూనరల్స్ కోసం తల్లిదండ్రి చనిపోయినా లేదా పిల్లలు చనిపోయినా ఫార్టీ ఎయిట్ అవర్స్ మేము ఎస్కాట్ పేరోలు ఇస్తాం డిపార్ట్మెంట్ డిసిషన్ తీసుకుంటారు సూపరింట్ స్థాయిలో డిసిషన్ తీసుకుంటారు శిక్ష పడ్డ ఖైదీలు లేదు రిమాండ్ అయితే జ్యుడిషియల్ కస్టడీ కాబట్టి కోర్టు పర్మిషన్ తీసుకోవాలి సో పర్మిషన్ తీసుకున్నప్పుడు వాళ్ళని పంపిస్తారు రైట్ సో ఇంకా చంచల్గూడ విషయానికి వస్తే సార్ సంగారెడ్డి తర్వాత చంచల్గూడ సార్ మధ్యలో ఒక ఫోర్ మంత్స్ చల్లపల్లి ఓపెన్ జైల్లో పనిచేసిందండి అదొక వంద ముప్పై ఎకరాల వ్యవసాయ క్షేత్రం అది వంద ముప్పై ఎకరాలు వంద ముప్పై మంది ఖైదీలు ఉంటారు బయట అంతా అక్కడ వ్యవసాయము పెట్రోల్ బంకు సర్వీసింగ్ సెంటరు కూరగాయలు నర్సరీ పౌల్ట్రీ డైరీ ఫిషరీ దాదాపు ఒక పది రకాల యాక్టివిటీస్ ఉన్నాయి అక్కడ ఎంతమంది ఉండేవాళ్ళు సార్ మొత్తం ఖైదీలు వంద ముప్పై రఫ్గా వన్ థర్టీ వరకు ఉంటుంది సో ఎవరి పనులు డివైడ్ ఎవరి పనులు చేసుకుంటారు అసలు ఎలా ఉంటుంది సార్ ఖైదీలకి దినచర్య ఏంటి జైల్లో లేదమ్మా ఎవరి టైం టేబుల్ వాళ్ళకి ఉంటుంది మార్నింగ్ లేవడము ఫ్రెష్ కావడము బ్రేక్ఫాస్ట్ ఎవరికి అలాట్ చేసిన పని వాళ్ళు వెళ్ళిపోవడము అంటే శిక్ష అవ్వడం మొదలైతే రొటీన్ టైం టేబుల్ ఇదండి ఫిక్స్డ్ టైం టేబుల్ ఆటోమేటిక్ అలవాటు అయిపోతారు అంటే ఈ టైంకి లేగాలంటే ఇంకా అందరూ సూర్యోదయము సూర్యాస్తయం మా టైం టేబుల్ అండి సూర్యోదయం అంటే మార్నింగ్ రఫ్ ఆరు గంటలకు తాళం తీయడం అండి సూర్యాస్తయం అంటే ఆరు ఆరం బాబుకు తాళం వేయడం అంటే ఈ బిట్వీన్ టైంలో జైలు యాక్టివిటీస్ అని ఉంటాయి ఓకే అంటే ఏం చేస్తారు సార్ యాక్టివిటీస్ అంటే మెయిన్ ఏముంటాయి వాళ్ళకి అంటే రిమైండ్ ఖైదీలకు అయితే పెద్దగా ఏముండదండి రొటీన్ రొటీన్ వర్క్ వాళ్ళు చేసుకోవడమే వాళ్ళ బ్యారక్ వాళ్ళు క్లీన్ చేసుకోవడము ఎక్కడైనా కిచెన్లో హెల్ప్ చేయడం వాళ్ళకు అవసరం వస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే పని చేస్తామండి శిక్ష పడ్డ ముద్దలకైతే పని చేయించాలండి సో వాళ్ళని కిచెన్లో ఎంగేజ్ చేయడం కానీ ఏదన్నా క్లీనింగ్లో ఎంగేజ్ చేయడము గార్డెనింగ్లో కానీ నర్సరీలో కానీ లేదా ఇండస్ట్రీస్లో కానీ ఎంగేజ్ చేసి వాళ్ళకి వేజెస్ ఇస్తుంటాం వాళ్ళకి కూడా జీతాలు ఉంటాయి జీతాలు ఎంత ఉంటాయి సార్ శాలరీస్ వాళ్ళకి మినిమం ఆర్ మాక్సిమం ఎలా ఉంటుంది ఎవరేజ్గా త్రీ థౌజండ్ వరకు సంపాదిస్తారండి టూ థౌజండ్ త్రీ థౌజండ్ వరకు వస్తుంటాయి పర్ మంత్ పర్ మంత్ దాంట్లో వాళ్ళు సగం వరకు వాళ్ళ ఇంటికి పంపుకోవచ్చు ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ వేజెస్ సంపాదన వాళ్ళ ఇంటికి పంపుకోవచ్చు ఇంకో సగాన్ని వాళ్ళ అకౌంట్లో మేమే బ్యాంక్లో డిపాజిట్ చేస్తాం రిలీజ్ అయ్యేటాక ఆ మొత్తం ఇచ్చి పంపించేస్తాం ఫిఫ్టీ పర్సెంటేజ్లో వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది ఇంటికి పంపుకుంటారా వాళ్ళు ఇంకేదైనా ఎవరికైనా ఇస్తారా జైల్లో ఏమైనా ఖర్చు పెట్టుకుంటారని చెప్పని రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ బ్యాంక్ అకౌంట్లో ఫిక్స్డ్ చేస్తామండి ఎందుకంటే బట్ రేపు రిలీజ్ అయిన తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత అమౌంట్తో ఎక్కడైనా ఆయనకు పనికి వస్తుందేమని సో ఫోన్స్ ఎలా చేస్తారా సార్ ఉన్నాయండి టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ నుంచి ఇంతకుముందు దీపిజా కమ్యూనికేషన్స్ అని టైప్ ఉంది డిపార్ట్మెంట్కు తెలంగాణ ఫామ్ అయిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ తర్వాత తెలంగాణ ప్రజెంట్ డిపార్ట్మెంట్ మాకు వస్తున్న బాసులు డీజీస్ కానీ ఐజీస్ డిఐ ఆఫీసర్లు కానీ కరెక్షనల్ యాక్టివిటీస్లో గవర్నమెంట్ సపోర్టు అద్భుతంగా ఉంటుందండి తర్వాత మా డిపార్ట్మెంట్లో ఉన్న ఆఫీసర్స్ మా కరెక్షన్ యాక్టివిటీస్ అన్నీ కంటిన్యూగా జరుగుతూ ఉంటాయి అంటే సెల్ ఫోన్స్ ఫోన్స్ కావండి అంటే టైప్ ఉందండి ఇప్పుడు మేము ల్యాండ్ ఫోన్ లాంటి లేదా కాయిన్ బాక్స్ లాంటివి ఉంటాయండి వాళ్ళు జైలుకి వచ్చిన తర్వాత దాంట్లో రెండు నంబర్లు ఫీడ్ చేస్తామండి లాయర్ కానీ బంధువులు కానీ సో వారంకు రెండు సార్లు ఫోన్ చేసే అవకాశం ఉంటుంది వాళ్ళు థమ్ ఇంప్రెషన్ పెట్టగానే సిస్టంలో రెండు నెంబర్ డిస్ప్లే అవుతుంది ఏదో ఒక నెంబర్కు పది నిమిషాల వరకు మాట్లాడే అవకాశం ఉంటుంది సో వారంలో రెండు సార్లు ఫోన్ చేసుకోవచ్చు వాళ్ళు పది నిమిషాలు చొప్పున ఇప్పుడు చెంచలగూడలో అయితే స్మార్ట్ కార్డ్ సిస్టమ్ ఉందండి అంటే ఒక్కొక్క బ్యారక్లో కాయిన్ బాక్స్ లాంటివి ఉంటాయి అతని పేరు మీద కార్డు ఇచ్చి దాంట్లో రెండు నెంబర్లు ఫీడ్ చేసి పెడతాము జస్ట్ కార్డు స్వైప్ చేయగానే రెండు నెంబర్ డిస్ప్లే అవుతుంది ఒక నెంబర్ క్లిక్ చేయగానే టెన్ మినిట్స్ మాట్లాడుకుంటాడు వారంకు రెండు సార్లు అవి రికార్డ్ అవుతాయండి రికార్డ్ అవుతుంది ఖచ్చితంగా డౌట్ ఉన్నాయి రికార్డ్ వింటూ ఉంటాం మేము రెగ్యులర్గా మా జవాన్ మాట్లాడంగా వింటూ ఉంటారు డౌట్ వస్తే అవి రికార్డ్ చేసి మేము తర్వాత వింటూ ఉంటాం ఏదైనా కాంట్రవర్సీ ఉంటే నెక్స్ట్ అతని ఫోన్ కాల్ ఫెసిలిటీ కట్ చేస్తాం ఓకే సో అప్పుడు ఇంకా సో అక్కడ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉండాలి తెలుసు వాళ్ళకి ఏది మాట్లాడినా రికార్డ్ అవుతుంది సార్ ఎవరైనా తప్పించుకునే ప్రయత్నం చేస్తారా మీరున్నప్పుడు ఎవరైనా అలా చేశారా అసలు జైల్లో అట్లా ఏం జరగలేదు నా సర్వీస్లో జరగలేదు ఇప్పుడు చెంచల్గూడలో అట్లేండి నాలుగు సెంట్ టవర్స్ ఉండండి జైల్ ఫోర్ సైడ్స్ ఫోర్ కార్నర్స్లో వాచ్ టవర్స్ ఉంటాయండి టవర్లో ఎప్పుడూ సెక్యూరిటీ వెపన్తో గార్డ్ చేస్తూ ఉంటారు తర్వాత జైల్లో almost two hundred plus CC cameras ఉన్నాయి ఓన్లీ చెంచగూడ జైల్లో టూ హండ్రెడ్ ప్లస్ కెమెరాస్ ఉన్నాయి ఎంటైర్ కంట్రోల్ రూమ్ మానిటరింగ్ జరుగుతూ ఉంటుంది ఎంటైర్ ప్రతి ఏరియా కవర్ అవుతుంటుంది కెమెరా మానిటరింగ్ ఉంటుంది సో ఆ మానిటరింగ్ అనేది ఉంటుంది కంపల్సరీ రైట్ ఇక్కడ అంటే ఇప్పుడున్న దగ్గర చెంచల్గూడలో ఇష్యూస్ అవుతాయా సార్ గొడవలు అవుతాయా లేదండి చిన్న చిన్న ఫ్యామిలీ గొడవలు లాంటివి చిన్న చిన్న గొడవలు తప్ప పెద్ద గొడవలు ఏం కామన్గా చూస్తుంటాను సార్ అంటే మాలాంటి వాళ్ళంటే సినిమాల్లో చూసాము కొట్టుకునే సినిమాలో చూస్తే మాకు కూడా నవ్వు వస్తుంటుంది సినిమాల్లో జైలు ఒక రకంగా చూపిస్తారు ఒరిజినల్ లైఫ్ మాకు తెలుసు వాటి జైలు అని మాకు తప్ప అట్లా ఏముండదండి అంటే గొడవలు జరిగితే క్లాస్లో గొడవలు జరుగుతాయి పిల్లల మధ్య ఇంట్లో గొడవలు జరుగుతాయి ఫ్యామిలీలో అటువంటివి ఉంటాయి తప్ప మరి సినిమాలో చూపించే గొడవలు ఏమున్నాయండి క్లాస్లో గొడవలు జరుగుతుంటాయి ఏం జరుగుతుంది నా పెన్సిల్ లాక్కున్నా ఉంటాడు వీడు నా బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నా ఉంటాడు లేదా నా లుంగి కింద పడేసినావు నా బెడ్షీట్ కింద పడేసినాడు అన్ని చిన్న చిన్న చైల్డిష్ స్కూల్ గొడవలు లాంటివి ఉంటాయి తప్ప సీరియస్ గొడవలు సినిమాలో చూసినట్టు గొడవలు ఏమున్నాయి కొంతమంది సెలబ్రిటీస్ కావచ్చు లేకపోతే ఒక హోదా ఒక రేంజ్ ఉన్న వాళ్ళకైతే జైల్స్లో ఏసీలు కూడా అరేంజ్ చేస్తారని వాళ్ళకి సెపరేట్గా కొన్ని రూమ్స్ పెడతారని అంటారు సార్ నిజమేనా అట్లేం లేదమ్మా అంటే గతంలో ఉన్నాయి కావచ్చు ఆరోపణలు అంటే ఇప్పుడు అఫీషియల్గా ఫోన్ ఫెసిలిటీ ఇస్తున్నాము అఫీషియల్గా లోపల క్యాంటీన్ ఫెసిలిటీ ఉంది అఫీషియల్గా వెట్ క్యాంటీన్ ఫెసిలిటీ ఉంది ములాఖాత్ ఫెసిలిటీ లిబరల్గా ఉంది ఈ ములాఖాత్ ఫెసిలిటీ ఉంది ఒకవేళ ఫ్యామిలీ మెంబర్స్ దూరం ఉండి ఎడ్యుకేట్ అయితే ఇంట్లో ఉంచి ఆన్లైన్లో ములాఖాత్ బుక్ చేసుకొని మాట్లాడే సౌకర్యం ఉంది సో లిబరలైజేషన్ అయిన తర్వాత డిపార్ట్మెంట్ చాలా లిబరల్ అయిన తర్వాత ఈ అందరికీ అన్ని ఫెసిలిటీ వస్తున్నాయి అంటే పాత రోజుల్లో ఆరోపణలు వచ్చినాయి కావచ్చు మేము డిపార్ట్మెంట్ రాకముందు అప్పట్లో ఫోన్ అలా ఎవరికి లేదు అప్పట్లో ఫుడ్ క్వాలిటీ బాగా లేదు కావచ్చు వాడు బయట ఫుడ్ ఎంకరేజ్ చేస్తారు కావచ్చు ఇప్పుడు లోపలనే క్వాలిటీ ఫుడ్ పెడుతున్నాం సో బయట నుంచి అలౌ చేయడం స్పెషల్ ట్రీట్మెంట్ ఏం లేదు స్పెషల్ ట్రీట్మెంట్ ఏమి అండి అందరూ ఒకటే అందరూ ఒకటే అండి తర్వాత కోర్టు ఏమైనా స్పెషల్ పర్మిషన్ ఇస్తే A class prisoner special class prisoner అని పర్మిషన్ ఇస్తే వాళ్ళకి సపరేట్ రూమ్ ఇవ్వాల్సి వస్తుంది జస్ట్ రూమ్ వర్క్ అయినా సరే ఇంకా అందులో ఏమైనా ఫెసిలిటీ రూమ్ వెళ్తే వస్తుంది అతనికి ఒక టేబుల్ చైర్ ఒక మంచం మంచం జైలు అవైలబుల్ ఉంటాయి సో నార్మల్గా నార్మల్ ఖైదీలు అయితే ఒక ఒక జైల్లో ఎంతమంది ఉంటారు సార్ అట్లేం లేదు ఒక రూమ్లో చిన్న రూమ్ అయితే పది మంది రావచ్చు పెద్ద రూమ్ అయితే నలభై యాభై రావచ్చు అంటే అవి మనకు స్టాండర్డ్స్ ప్రకారం ఉంటుందండి ఒక రూమ్లో ఎంతమంది పెట్టాలో అంతమంది స్పేషియస్ ఉంటుందండి మరి ఇరుకు అంతేముండదండి ఉండదండి రూమ్ సైజుని బట్టి వస్తుంది సిక్స్ రావచ్చు సిక్స్టీ కూడా రావచ్చు సిక్స్ టు ఫార్టీ వస్తుంది యావరేజ్ ఓకే స్పేషియస్ ఉంటుంది కంఫర్ట్గా అంటే ఒక దాంట్లో పది మంది ఉండే విధంగా ఉంటాయి చిన్న సెల్ అయితే సిక్స్ టు టెన్ వస్తారండి పెద్ద సెల్ hmm. అయితే థర్టీ టు ఫార్టీ వస్తారు ఓ మై గాడ్ అంతమంది పెద్ద సెల్ ఉంటామో దీనికి త్రీ టైమ్స్ వస్తుంది ఇప్పుడు ఈ హాల్కు త్రీ టైమ్స్ వస్తుంది చాలా స్పేషియస్ స్పేషియస్ నామ్స్ ఉంటాయండి బీపీఆర్డి hmm, నామ్స్ ఉంటాయి అంటే ఒక పర్సన్కు ఎంత ఏ స్పేస్ ఇవ్వాలి ఎంత క్యూబిక్ మీటర్ స్పేస్ ఉండాలనే దాన్ని బట్టే బ్యారక్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది వన్ ఇస్ ఎంత టాయిలెట్ రేషియో ఎంత ఉండాలి మెన్ రేషియో ఎంత ఉండాలి ఈ రేషియో ప్రకారమే జైల్ కన్స్ట్రక్షన్ జరుగుతాయి సో డెఫినెట్గా ఎవరి స్పేస్ వాళ్ళకు ఉంటుంది డే టాయిలెట్స్లో ఎంత రేషియో ఉండాలి నైట్ టాయిలెట్ ఎంత రేషియో ఉండాలి రేషియో ప్రకారం జరుగుతుంది కన్స్ట్రక్షన్ ఓకే ప్లాన్తో ప్లాన్తో ఉంటుంది రైట్ ఫుడ్ ఎలాంటి పెడతారు సార్ నాన్ వెజ్ పెడతారా అక్కడ ఉందండి ఎవ్రీ సండే నాన్ వెజ్ అవునా సో అక్కడ ఫుడ్ దగ్గర గొడవలు జరగవచ్చు సార్ ఏమి ఉండదు ఫుడ్ hmm. దగ్గర గొడవలు ఉండదు అంతా control and discipline control discipline and ఇక్కడ కొన్ని కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం జైల్ సెటప్ అంతా కూడా మనకి సినిమాల్లో కనపడుతూ ఉంటుంది సో చెంచల్ కూడా కావచ్చు లేకపోతే జైల్స్ మరీ ముఖ్యంగా సినిమాలకి ఇట్లా పర్మిషన్ ఇస్తారా సార్ షూటింగ్కి గతంలో సినిమాలు నేను డిపార్ట్మెంట్ రాకముందు ఇప్పుడైతే సంగారెడ్డి ఓల్డ్ జైల్లో సినిమా షూటింగ్ పర్మిషన్ ఇస్తున్నానండి డిపార్ట్మెంట్లో మా హెడ్ ఆఫీస్ జైల్ భవన్లో అప్లికేషన్ పెట్టుకుంటే number of days per day charge చేస్తారండి సంగారెడ్డి ఓల్డ్ జైల్లో తర్వాత చెంచలిగూడ చల్లపల్లి జైల్లో అవుట్ సైడ్ పర్మిషన్ ఇస్తారండి ఇన్సైడ్ లేదు ఇన్సైడ్ కోసము చెంచలగూడలో బ్యాక్ సైడ్ ఉందండి అది ఇప్పుడు వాడట్లేదు దాంట్లో జైలు సెటప్ లాంటిది ఉంటుంది కొంచెం సో వాళ్ళు టెంపరీ కొన్ని సెటప్ చేసుకుంటారు చెంచగూడ జైల్లో లోపల ఇప్పుడు వాడని ఏరియా ఉంది అవుట్ సైడ్ నుంచే దారి ఉంది గేట్ సంబంధం లేకుండా అక్కడ పర్మిషన్ ఇస్తారు లేదంటే జైలు ముందర ఆ గేట్ నుంచి బయటకు వచ్చే విధంగా బయట సైడ్ షూటింగ్ పర్మిషన్ ఇస్తారు ఓకే ఎంత ఛార్జ్ చేస్తారు సార్ షూటింగ్ కరెక్ట్ ఐడియా లేదండి depends on dates number of dates షెడ్యూల్ని బట్టి ప్లాన్ చేస్తారండి అంటే డేస్ వరకు చేసుకోవచ్చు అంటే ఎన్ లాంగ్ డేసా లేకపోతే ఎలా పర్మిషన్ ఇస్తారు ఓన్లీ వన్ ఆర్ టూ అలా లేదండి ఇస్తారు పర్ డే ఛార్జ్ చేస్తారు పర్ డే ఎన్ని రోజులైనా చేసుకోవడం వాళ్ళు సంగారెడ్డిలో ఒక టైంలో ఒక cinema shooting fifteen days time తీసుకురండి ఫిఫ్టీన్ డేస్ కొన్ని వన్ మంత్ కూడా టైం తీసుకుంటాం అప్పుడు మీకు ఇబ్బంది ఏం కలగదా సార్ అక్కడ అంటే సంగారెడ్డిలో అది క్లోజ్ అయిన జైలు అండి అంటే అది ఓల్డ్ సిటీలో ఉంటుంది క్లోజ్ అయిన జైలు చెంచరువాలో అయితే లోపల సపరేట్ ఉందండి అంటే ఇప్పుడున్న జైలు కాకుండా బ్యాక్ సైడ్ సపరేట్ ఎంట్రన్స్ ఉంది దాంట్లో ఎన్ని రోజులైనా చేసుకోవచ్చు అది సో అక్కడ ఇబ్బంది ఏం లేదు మిగతా వాళ్ళకి ఒకవేళ జైలు ముందర ఇవ్వాల్సి వస్తే ఒక మహా అయితే ఎవరన్నా జైలు నుంచి బయటకు వచ్చే సన్నివేశము కనిపించాలంటే అటువంటి సందర్భంలో ఆ గేట్ నుంచి బయటకు వచ్చే సందర్భం ఇన్సైడ్ అలో లేదండి ఇన్సైడ్ ఎక్కడ కూడా ఇవ్వట్లేదు పర్మిషన్ సినిమాలో చూపించండి కూడా ఎక్కడో సెట్టింగ్ చేసినా ఏంటి సో డైరెక్ట్గా కంప్లీట్ లోపల అనేది మాత్రం లోపల స్పెషల్గా బ్యారాక్స్ అంటూ ఉంటాయా అండి ఇప్పుడు బాగా తీవ్రమైన నేరాలు చేసినప్పుడు సెగ్రిగేషన్ ఉంటాయి చీకటి గదుల్లో ఉంచుతారని అంటారు నిజంగా అలాంటివి ఉన్నాయి చీకటి గదులు ఏముండేయండి అటువంటి ఏముండే అంటే ఎవరైనా బాగా అరేగెంట్గా ఉండే అనుకోండి ఈ ఇరవై మందులు ఉంటే ఎవరైనా కొడతారంటే అదని తీసుకొచ్చి ఒక సపరేట్ రూమ్లో పెడతాం సెగ్రిగేషన్ ఫెసిలిటీ ఉంటాయండి లేదా ఒక అతను ఇంకెవరినైనా మోటివేట్ చేస్తాడు వేరే క్రైమ్ కను అతన్ని సపరేట్ చేస్తాం అంటే అప్పుడు సెగ్రిగేషన్ ఫెసిలిటీ మాత్రం అన్ని జైలు ఉంటుందండి సో అది ప్రతి దాంట్లో ప్రతి దాంట్లో సెపరేట్గా సెపరేట్గా చీకటి గదులు అటువంటి సాలిటరీ కన్ఫైన్మెంట్ మన సిస్టమ్ ఒప్పుకోదండి అటువంటి దానికి అంటే అతన్ని ఆ గ్రూప్లో ఉంటే వాళ్ళు మిగతా వాళ్ళని ఇబ్బంది పెడతారు అన్నప్పుడు మాత్రం వేరే సపరేట్ సెల్స్ ఉంటాయి అవి కూడా మంచిగా ఉంటాయి బట్ ఒకరు లేదా ఇద్దరు ముగ్గురిని కలిపేసే విధంగా ఉంటాయి ఇట్లా గ్రూప్లో కాకుండా thank you so much sir చాలా వాల్యుబుల్ టైం ఇచ్చారు చాలా విషయాలు మాట్లాడుకున్నాం thank you sir thank you thank you very much